ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయిందట కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన అయ్య కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన నేను ఎప్పుడైనా కానీ వచ్చినట్టయితే నాకు కొంత రక్షణ కలిగించాలని దాని మీద సమగ్రమైన విచారణ జరిపించమని కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన అదేనే మండల కూడా బాలా దేవుంది దేవుని భూమి ప్రజల భూమి ప్రభుత్వం భూమి ప్రజలకు రావాలి కదనే మనకు అది వస్తే సర్దార్ పాపన అనేది ఒకటి పెడదామని రెండే మూడు ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం తేలివేది మొత్తం ఎంత ఉందో చూడాలి చెప్పలేదు ఎవరు ఆక్రమణ గురించి తెలుసుకుందాం ఇప్పుడు అదే సమగ్రమైన విచారణలో తెలాలి కదా నేను నీ దండం పెడతాను నేనే చెప్తా ఎట్లా మీకు రక్షణ లేదండి రక్షణ కల్పించాలని కోరుదాం అంటే whenever I go to the other places when there is when when my enemy is undetected That is the duty of the police department to they have to give the escort. Okay, that is the representative. Suppose There is an letter. ఆ భూమి ఏదైతే ఆ భూమి యాభై ఎకరాల భూమి ఇప్పుడు లేదు ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయిందట ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన అయ్యకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన నేను ఎప్పుడైనా కానీ వచ్చినట్టయితే నాకు కొంత రక్షణ కలిగించాలని దాని మీద సమగ్రమైన విచారణ జరిపించమని కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇక్కడ ఏరియా చెప్పలేదు అదేనే మండల కూడా బాలా దేవుంది దేవుని భూమి ప్రజల భూమి ప్రభుత్వం భూమి ప్రజలకు రావాలి కదనే మనకు అది వస్తే సర్దార్ పాపన అనేది ఒకటి పెడదామని రెండే మూడు ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం తేలివేది కాదు మొత్తం ఎంత ఉందో చూడాలి ఉన్నట్టు చెప్పలేదు ఎవరు ఆక్రమణ గురైన గురించి తెలుసుకుందాం ఇప్పుడు అదే సమగ్రమైన విచారణ తెలాలి కదా నేను దండం పెడతా అని నేనే చెప్తా ఇట్లా మీకు రక్షణ లేదండి రక్షణ కల్పించాలని కోరుదాం అంటే whenever I go to the other places when there is when when my enemy is undetected that is the duty of the police department to the respond that is the